అవకాశం ఇస్తారు అయ్యగారు అనుకున్నాను నలభై నిమిషాలు ప్ర ప్రయత్నం చేస్తాను నలభై నిమిషాల్లో ఫినిష్ చేయడానికి హలే లూయా ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొత్త కొత్తగా భార్యని ఎక్కువ టైం ఆమెతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు నేను కూడా కొత్తగా ప్రసంగాలు మొదలు పెట్టాను నాకు కూడా ఉత్సాహం అక్కడ కూర్చున్నాను కానీ ఎప్పుడు నాకు మైక్ ఇస్తాడా అని పట్టుకుండాక నేను రెడీగా ఉన్నాను నేను టైం చూసుకున్నా ఇస్తారా ఇస్తారా అని కొత్తగా పెళ్ళైనప్పుడు ఎవరన్నా వచ్చారు అనుకున్నారు రెడీ అయ్యి కూర్చున్నారు ఎక్కడికైనా షాపింగ్ వెళ్దామని ఈలోపు చుట్టం వచ్చాడు ఎట్ట ఉంటుందని ఎప్పుడు వెళ్తాడా మనం బయటకు ఎప్పుడు వెళ్దామా ఏంటి ఈ టైంలో వచ్చాడు అన్నట్టుగా మరి నేను కూడా నా పరిస్థితి అంతే వచ్చింది కానీ చూస్తాను నాకు మైక్ ఎప్పుడు ఇస్తారు అయ్యగారు అని హలే లూయా మరి ఏదైనప్పటికీ నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మరి ముఖ్యంగా దేవుడికి వందనాలు నేను ఎక్కువగా ప్రసంగాలు సంఘాలకి వెళ్తాం లేదు కానీ మరి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి మిమ్మల్ని అందరినీ కలవాలని మరి మీ మధ్య నేను గడపాలని ఆశపడ్డాను మరి అందుని బచ్చి అయ్యగారు కూడా అంత ప్రేమగా నన్ను పిలిచారు అలెలుయ మరి సాక్ష్యము వాక్యమో నాకు తెలియదు కానీ మా హైదరాబాద్లో కొత్తగా రింగ్ రోడ్ అని వేశారు రింగ్ రోడ్ అంటే గుండ్రంగా ఉంటుంది మొన్నది మ్యాప్లో పెట్టారు రింగ్ రింగు పేరుకు రింగ్ రోడ్డే కానీ అది ఎన్నో వంకరలు వంకరలు వంకరలుగా చివరి కలుస్తుంది అలెలుయా మరి నా ప్రసంగం కూడా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దిగుతాను ఎక్కడ ఎక్కుతాను తెలియదు కానీ మనం మొట్టమొదటిసారిగా మొదలుపెట్టాను మరి ఏదే ఉన్నప్పటికీ కొంచెం మీరు అర్థం చేసుకుని మరి నన్ను మీరు ఉత్సాహపరుస్తారని ఆశపడుతున్నాను హలోయ మరి ముఖ్యంగా మొట్టమొదటిగా నేను ఈ సంఘంలోకి వచ్చినప్పుడు వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని సంగతులు చెప్పాలనుకుంటున్నాను ఈ సత్యలోకి నేను అంతకుముందు వచ్చాను కానీ ఒక్కసారి వచ్చి ఒక ఐదు నిమిషాలు గడిచి వెళ్ళిపోయాను చాలా హడావిడిగా మరి ఈరోజు నేను మీ సంఘంలోకి మధ్యలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను చూసింది అయ్యగారిని వారి వారి బిడ్డని హలేలుయ వారు పక్క పక్కన కూర్చుని మరి ఈ సంఘాన్ని వారు నడిపిస్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే మనము ఎలా బతికినా మనము ఎలా ఉన్నా మన బిడ్డలు ప్రయోజకులైనప్పుడే ఆ తండ్రికి చాలా సంతోషం మరి చాలామంది చెప్తూ ఉంటున్నారు ఈ మధ్య ఒక అతన్ని అడిగా మీ సంఘం ఎట్టా ఉందంటే సూపర్ అండి వీళ్ళ అబ్బా ఈ మధ్య వాళ్ళ అబ్బాయి వచ్చేసాడండి వల్లే చేసేస్తున్నాడు అని అంటున్నారు మరి జాజి గారు అంటే ఎంతో అనుభవం ఏదంటారు కదా నానుడి వెనకొచ్చిన చెవులు ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టిగా ఉంటాయి అని మరి చెప్తున్నారు కదా మరి ఈ మధ్య జాజి గారు వాళ్ళ అబ్బాయి బాగా చేసేస్తున్నాడండి నాకు మరి సంతోషమే కానీ నాకంటే సంతోషపడేది ఎవరు జార్జి గారు అని అనుకుంటున్నాను అలెలు కానీ నేను వీరిద్దరిని చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఎవరంటే మరి ముఖ్యంగా తల్లిగారు వాళ్ళ జార్జి గారి భార్య గారు మరి బాబు యొక్క తల్లిగారు నాకు గుర్తుకొచ్చారు ఈ సంఘం గురించి నేను కొన్ని మాటలు వింటున్నప్పుడు నాకు ఎక్కువగా చెప్పింది ప్రసాద్ గారి నోట్లోంచి ఎక్కువగా వచ్చింది జా మరి వారి తల్లిగారి గురించి ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు జార్జి గారి కంటే వారి యొక్క సత్యమణి గారు వారి అమ్మగారి గురించి అలా ఎక్కువ మాటలు చెప్తూ ఉండేవాళ్ళు ఆమె చాలా మంచిదండి ఆమె చాలా ప్రేమగా మమ్మల్ని చూసుకునేదండి వారి ఇంట్లో ప్రసాద్ గారి వాళ్ళ చెల్లి గారి పెళ్ళి వివాహం అవుతున్నప్పుడు ఆ తల్లిగారు చాలా డబ్బు ఆర్థికమైన సహాయం కూడా చేశారండి అని మరి వారి గురించి నాకు చాలా గొప్పగా చెప్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా ఈ నిమిషంలో ఆ తల్లిగారు ఉంటే ఆ కొడుకు యొక్క ఎదుగుదల చూసి ఎంత సంతోషపడేది ఎంత ఆనందపడేదని నేను మరి గుర్తు చేసుకున్నాను మరి ఆమె ఎక్కడున్న ఆమె ప్రభు ఎంత ఉన్నారు ఆమె జార్జి గారి కంటే ఇంకెక్కువగా సంతోషపడుతున్నారని నేను నేను నమ్ముతున్నాను హలే లూయ ఎందుకంటే మరి మనం కూడా మరి దేవుని బిడ్డలమే కదా హలే లూయ మరి వీరిని చూసినప్పుడు నాకేం గుర్తుకొచ్చిందంటే మరి మనం కూడా మరి దేవుని బిడ్డలమే మరి మనం కూడా మరి మంచిగా ఎదిగి దేవుళ్ళు మనం మంచిగా దేవుడి కోసం ఉపయోగపడుతున్నప్పుడు మరి దేవుడు కూడా ఎంత సంతోషపడతాడు హలే లూయ మరి మనం కూడా దేవుడి బిడ్డలం కాబట్టి మనం కూడా మరి దేవుడిలో వెతికి మంచి మంచి పనులు చేసి చేసినప్పుడు మనకంటే సంతోషపడేది మన తండ్రి హలేలుయ మరి రెండోగా చూసింది నాకు కనిపించింది ఏంటంటే ఈ ప్రొజెక్టర్ కనిపించింది ఈ స్పీకర్లో వెనకాల మంచి ఎక్విప్మెంటు అదా ఇదంతా చూసినప్పుడు నాకు రెండోది ఎందుకు గుర్తుకొచ్చింది తెలుసా అండి కొత్తగా పెళ్ళి అయితే ఆ ఆలోచన ఎట్లా ఉండదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక ఉమ్మడి కుటుంబం అనుకోండి అమ్మ నాన్న కొత్తగా పెళ్ళయింది సాయంత్రం అనేటప్పటికి ఏమొద్దా అమ్మ బయటికి వెళ్ళి వస్తానే పుట్టప్పుడు నాన్న కొంచెం బజార్కి వెళ్ళి రామంటే తర్వాత వెళ్తారమ్మా కొంచెం నిద్రపోతున్నాను పన్నుందలమ్మ అంటే మొర మొర ఇస్తాం అదే పెళ్ళి అయితే భార్యను వేసుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రకరకాల వస్తువులు భార్యకు కొని పెట్టాలని మంచి మనం ఒక సంతోషం ఒక ఆ ఊపే వేరుగా ఉంటుంది అల్లెళ్ళు మరి సాయంత్రం మనం వెళ్ళి షాపింగ్ వెళ్ళి భార్యకు కొని పెడతాం అది కొత్తగా పెళ్ళి పెళ్ళికొడికి అది ఇష్టం కానీ ఒక దైవజనుడికి ఏంటంటేనండి వాళ్ళు ఏం తింటున్నారు వారు ఏం బతుకుతున్నారు భార్యకి ఏముంది తల్లికి ఏముంది కాదండి వాళ్ళ సంఘంలో నా సంఘం ఇట్లా ఉండాలి నా సంఘంలో మంచి లైటింగ్ ఉండాలి మా సంఘంలో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి ఇది కొనుక్కుంటున్నప్పటికే వారికి ఆనందం వారి సంతోష షాజీ మీరందరూ ముఖ్యంగా షాజీ ఎంత సంతోషపడుతున్నాడు ఇవి చూస్తున్నప్పుడు నాకు తెలుసు రేపొద్దున షాజీ పెళ్లి చేసుకున్న వాళ్ళ భార్య ఏం పెట్టుకుందో చూడడు కానీ వాళ్ళ సంఘము ఇంకా మంచి మంచి వస్తువులు మరి ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారికి ఆనందం అదే అలే లూయ మరి నాకు ఈ రెండు విషయాలు మరి గుర్తుకొచ్చని మరి ముఖ్యంగా ఈ రెండును బట్టి తర్వాత నేను మరి కొంచెం వాక్యము సాక్ష్యము నాకు సాక్ష్యం చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదండి ఎందుకంటే నేను సాక్షిగా బతకాలని నేను కోరుకుంటా తప్పు లేదు సాక్ష్యం చెప్పటము అయిగా ఎందుకంటే మనం చెప్పే సాక్ష్యం జనాలకు అర్థం అవ్వాలి మరి నన్ను క్షమించండి అమ్మా నేను చెప్పా మొట్టమొదటి ప్రసంగాలు ఇవన్నీ ఎక్కడ ఎక్కుతానో తెలియదు ఎక్కడ దిగుతానో తెలియదు మొత్తానికి విజయవాడ అప్పుడు నేను హైదరాబాద్లో బయలుదేరనుకొని మీ రింగ్ రోడ్డుకి ఎక్కి ఎక్కడ కలవాలంటే ఒక రోడ్డును కలవాలి మెయిన్ రోడ్డు కలవాలి అక్కడ కలిస్తేనే విజయవాడ వస్తాం మరి విజయవాడ వస్తాను నేను ఆశ నేను ఆశపడుతున్నాను హలో ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే రింగ్ రోడ్లో ఉన్నాం హలే లూయ మరి నేను కొన్ని యొక్క మాటలు నేను చెప్తున్నాను మీరు బాధపడద్దు కొత్తగా మొదలు పెడుతున్నా ఒక్కోసారి ఏముంటుందంటే కొట్టేసినట్టు ఉంటుంది తెలియదుగా పాస్ట గారు ఏంటంటే తిట్టిన మెత్తగా చెప్తూ ఉంటారు మరి నాకు ఇంక అక్కడ దాకా ఎక్స్పీరియన్స్ రాలా ఏదన్నా బాధపడితే నన్ను క్షమించండి హలే లూయ నేను సాక్ష్యాలు చెప్పటం ఇష్టమే కానీ సాక్షిగా బతకడానికి ప్రయత్నం చేస్తా ఎప్పటి నుంచి నీకు నాకు ఈ ఆలోచన వచ్చిందండి చెప్పాలి అర్థమయ్యేటట్టుగా దాని యొక్క నిజంగా ఉంటే చెప్పాలి దుబాయ్లో నేను పనిచేస్తున్నప్పుడు మాకు మా చర్చిలో సాక్ష్యాలు అనంగానే ఒకరు నిలబడేవాళ్ళు ఇంకొక ఇంకొక సిస్టర్ గారు వచ్చేవాళ్ళు ఇక ఆమెకు పోటీగా ఇంకొక లేచి ఇంకొక ఆమె లేచేది ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పినా ఒక ఆమెను మాత్రం చూస్తున్నా ఆమె మాత్రం మైకి వదలట్ల ప్రతి వారం హలే లూయ ఒక వారం ఏం చెప్పిందంటే ఒక అమ్మగారు ఒక ఇంట్లో ఒకటేసారి ఈ ఇంట్లో పెళ్లి జరిగింది ఈ అక్క ఇంట్లో కూడా పెళ్లి జరిగింది ముందు ఒక ఆమె వచ్చి పెళ్ళి చెప్తుంది దేవుడికి స్తోత్రం అండి ఊరెళ్ళాను మా అమ్మాయికి మంచి వివాహం జరిగిందండి దేవుడి కృపను బట్టి మంచి అల్లుడు గారు దొరికాడని ఆమె చెప్పింది ఇక ఈ అమ్మాయి ఇక ఎక్క అవకాశం మంచి రాగుతుంది ఎప్పుడు మైకెత్తారని టక్కున ఇది ఆమె కూర్చుంది ఈమె లేచింది మాటల సందర్భంలో ఇక ఈ మొదలుపెట్టింది ఏం చెప్పిందంటే నాకు పెళ్లి సంబంధం మంచిది కుదింది దేవుడు చేశాడు వర్షం ఎండ టన్ను చేపలు పెట్టేసామండి వచ్చిన వాళ్ళందరికీ అంది ఇక్కడ మాకు అర్థం కాలే టన్ అప్పుడు టన్ అంటే నాకు తెలియదు టన్ చేపలు పెట్టిందా అరే టన్ అంటే యంత్రాన్ని అడిగా టన్ అంటే వెయ్యి వెయ్యి కేజీలు అండి ఏంటి వెయ్యి కేజీలు చేపలు అంటే ఎన్ని వేల మంది వచ్చుంటారు అంటే ఇట్టా ఉంటాయి సాక్ష్యాలు హలే లూయ ఏంటంటే ఆమె ఏం చెప్పింది అంతకుముందు ఆమె మంచిగా వచ్చారండి మంచి భోజనాలు పెట్టాం ఇప్పుడు మనం ఆమె కంటే గొప్ప ఉండాలి కదా టన్ను చేపలు ఇక నేను బిక్కబొక్కం వేసేసాను టన్ను చేపలు అంటే వెయ్యి కేజీలు చేపల హలే లూయ ఇవన్నీ కాదండి చెప్పాలి కానీ సమయం చాలా ఇంపార్టెంట్ సాక్షిగా కూడా మనం బతకాలి మనము బయటికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు మనం చేసే ప్రవర్తన మనల్ని చూసి మనము యేసు ప్రభుకి మన బతుకులను బట్టి బ్రతికే విధానాన్ని బట్టి మనమే ఒక సాక్షులమండి ఇతరులకి అంజులకి హలే లూయా మనము బయటికి వెళ్ళినప్పుడు పలానా జార్జి గారు చర్చికి వెళ్తాడరా ఇతను ఆ రోజు వాడు బూతులు మాట్లాడేవాడు ఆ రోజున వాడు వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు ఈ తాగి పడిపోయేవాడురా ఇవాళ చూడండి రా వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఇవాళ వాడి కుటుంబం చూడరు ఎంత చక్కగా ఉంది వాళ్ళ వాళ్ళ ప్రవర్తన చూడండి అని మనల్ని చూసినప్పుడు మనమే ఒక సాక్షిగా ఇతరులకి మనం నిలబడాలి హలే మరి ఇలాంటి బ్రతుకులు మనం అందరం బతకాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఇలాంటి బ్రతుకు నేను బతకడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ నాకేదో హైదరాబాద్లో అది ఉందని ఇది ఉందని మీకు చూపించుకుంటాక రాలేదు కానీ నా దేవుడు నా జీవితంలో చేసిన కొన్ని మేలులు కొన్ని నా నాకు నచ్చిన కొన్ని అంశాల మీద పంచుకోవాలని నేను ఆశపడుతున్నా హలే లూయ మరి చెప్పా కదా చిన్నప్పుడు పరీక్ష రాసేటప్పుడు చదువు రానుడు ఏం చేసేవాడంటే కాపీ పేపర్ మీద రాసుకెళ్ళి చదివేవాడు నేను కూడా రాసుకొచ్చా మరి నేను ప్రయత్నం చేస్తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో హలే లూయ మరి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్దామంటే న్యాయాధిపతుల గ్రంథానికి మనం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం న్యాయాధిపతుల్లో ఏడవ అధ్యాయం తీద్దాం ఏడవ అధ్యాయం తీసిన తర్వాత దాంట్లో నేను చెప్తాను నేనే చదువుతాను కొంచెం సమయం ఎక్కువైనా నన్ను క్షమించండి మరి నాకు మొట్టమొదటిగా మరి ఇచ్చారు కాబట్టి నేను కొంచెము స్లోగా వెళ్తాను హలే లూయా అయ్యగారు నన్ను క్షమించండి నేను కొంచెము నిదానంగా వెళ్తాను సమయం తీసుకుంటే చెప్పేసేయండి మీరు మైకి పట్టుకోండి సమయం ఎక్కువైపోయినప్పుడు నేను దిగేస్తాను హలే లూయా ఈ గిద్యోయను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడంటే శబ్దము చేయసు ధ్వని చేయసు ఒట్టి కొండలను ఆ కొండలలో దివిటిని పెట్టుకోమని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు ధ్వని శబ్దము చేయుసు ఒట్టి కుండలు ఆ కుండలు ఏం చెప్పమని పెట్టమంటున్నాడండి దివిచీయులు అలే లూయ మరి ఈ మూడు నేను తీసుకుని అంశాలను నేను తీసుకుని మరి నేను ఈరోజు కొన్ని విషయాలు నేను ఆత్మీయమైన అర్థాలు తీసుకుని నేను చెప్పాలని నేను ఆశపడతాను నేనైతే వాక్యం చెప్పడా చెప్పాలి సాక్ష్యం చెప్పాలి నాకు కొత్త నేనేం ప్రిపేర్ అవ్వలేదు ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రిపేర్ అవుతాను హలే లూయ శబ్దము మరి దేవుడు ఏం చెప్తున్నారంటే ఒక సైన్యాన్ని గెలవాలనుకోండి ఒక యుద్ధం చేయాలనుకోండి మనకు కావాల్సిన ఆయుధాలు ఏంటండి ఒక కత్తి మరి విల్లు బాణాలు అట్లాంటివి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ధ్వని శబ్దం చేసు ఒట్టి కుండలు ఆ కుండలలో మరి దివిచిల్లి పెట్టమంటున్నారు అసలు యుద్ధానికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా సంబంధం లేదు కానీ దీని ఆత్మీయ అర్థాలు తీసుకుంటున్నప్పుడు ధ్వని ధ్వని అనగా ఈ ధ్వని అండి మనకి జీవితంలో చాలా చాలా మన జీవితాలని అది మార్చేస్తూ ఉంటుంది అది చాలా ఆ ధ్వని అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉందండి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలు పెరుగుతూ ఉంటారు నీ తల్లిదండ్రులుగా నువ్వు ఏ భాష మాట్లాడతావో అది వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు గ్రహించి వాళ్ళు అదే భాష మాట్లాడుతూ ఉంటారు హలే మీరు మంచిగా మాట్లాడితే వారు కూడా ఏం చేస్తారండి మంచిగా మాట్లాడుతూ ఉంటారు హలే మరి వారు మీరు చెడ్డగా మాట్లాడితే మనం ఏం వారు ఏం మాట్లాడతారండి చెడ్డగా మాట్లాడతారు అంటే మన మాట ద్వారా వచ్చే ఆ ధ్వని అది ఎంతో ప్రాముఖ్యతమైనది ఎందుకంటే ఆ మన ఎవరన్నా మన మనతో మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే మన యొక్క చెవుల ద్వారా మన హృదయాల్లోకి వెళ్తుందండి ఆ ధ్వని మనం ఎవరన్నా ఒక ఏదైనా మనం వాళ్ళని ఒకరిని గాయపరిచినప్పుడు మన మాట ద్వారా ఆ మాట ఎక్కడికి వెళ్తుందండి అది అది మన మనస్సుని హత్తుకుంటుంది హలే లూయ మరి ఈ యొక్క ధ్వని ఎదటి మనిషిలో యొక్క ఎదట మనిషిని ప్రభావితం చేయగలది అంటే మన మాట ద్వారా ఎదటి వారిని మంచి మార్గంలో నడిపించగలము అదే మాట ద్వారా ఎదట మనిషిని ఒక చెడ్డ మార్గంలోనూ మనం నడిపించగలము అలే లూయ మన మాటలు ఎట్లా ఉండాలంటే ఒకరిని ఒకరిని ఉత్సాహపరుచుకుంటూ ఒకరిని ఒకరిని మనము ప్రోత్సహించుకుంటూ ఉండాలి హలే లూయ ఇప్పుడు మనం చిన్నప్పుడు మా ఊర్లో చూస్తూ ఉండేవాళ్ళమండి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు చెప్పేవాళ్ళు వచ్చే వారం సర్కస్ ఉంది మన స్కూల్లో మీరు తల ఒక ఐదు పైసలు పది పైసలు తీసుకురండని మాకు చెబుతున్నప్పుడు మేము మా ఇంట్లో ఒక ఐదు పైసలు తీసుకుని వచ్చేవాళ్ళమండి ఆ సర్కస్ మొదలుపెట్టినప్పుడు వారు ఏం చేసేవాళ్ళంటే ఒక రెండు రెండు కర్రలు అటు ఒక కర్ర ఇటు ఒక కర్ర కట్టి కర్ర మధ్యలో ఒక తాడు పెట్టి ఆ తాడు మీద వాళ్ళు ఎక్కి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నడిచేవాళ్ళు మీరు గమనించి ఉన్నట్లయితే అది నడుస్తున్నప్పుడు వారి చాలా శబ్దం చేస్తూ ఉంటారు మనము తప్పట్లు కొడుతూ ఉంటాం హలే లూయ ఆ శబ్దము ఆ ధ్వని ఏం చేస్తుందంటే వాళ్ళల్లో ఒక ఉత్సాహం తీసుకొస్తుంది మీ అందరికి అర్థమవుతుంది కదమ్మా వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చి వాళ్ళు నడుస్తూ ఉంటారు ఒకసారి ఏమైందంటే మీకు ఒక చిన్నగా ఒక ఉపమానం చెప్తాను ఒక ఊర్లో ఆ రోజుల్లో రాజుగారి కోట ఉందంట హలేలుయ ఆ రాజుగారి కోటలో పై అంతస్తులో ఏముందంటే చాలా డబ్బు ఉంది ఆ ఊర్లో ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ దొంగలు ఏం చేస్తున్నారంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం డబ్బు దొంగతనాలు చేస్తూ వాళ్ళు బతుకుతున్నారు ఒక రోజు నిద్ర కూర్చుని ఏమనుకున్నారంట ఈ చిల్లర దొంగతనాలు మనం ఎన్ని చేస్తాంరా ఇక ఈ చిన్న చిన్న దొంగతనాలు కాకుండా కొడతే పెద్దదే కొట్టేద్దాం ఆ రాజుగారి పై అంతస్తులో ఉంది ఆ డబ్బు తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి జీవితాంతం మనం సెట్ అయిపోదాం అలే లూయ అని వారు ఆలోచించి ఏం చేశారంటే మరి అంతెత్తు ఉంది కదరా మనం ఎప్పుడు అంత ఎత్తులు ఎక్కలేదే అంటే అక్కడికి ఏం గుర్తుకొచ్చిందంటే అరే ఇక్కడి నుంచి కానీ అక్కడికి తాడేస్తే ఆ తాడు మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చారంటే మరి మనం ఎప్పుడు తాళ్ళ మీద నడిచిన అనుభవం లేదు కదరా అని ఇంకో దొంగతో అన్నాడంట అలేలుయ మనకు లేదు కానీ అరే మొన్న సర్కస్లో ఒకడు చూసావరా ఆయన తెత్తి మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నడిచేస్తున్నాడు ఆడిని పట్టుకున్నావరా అని వీళ్ళిద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళారు అలే లూయ అరే నువ్వు సర్కస్లో నువ్వు నడుస్తున్నావు నువ్వెంత సంపాదిస్తున్నావు మాకు తెలియదు మీ చిల్లర దొంగతనాలు చేసి మేము అలిచిపోయావరా ఒక మంచి ఉపాయం ఉంది దొంగతనం ఎట్టా చేయాలో మాకు అన్నీ తెలుసు మీకు అన్నీ మీకు చెప్తాం రాజుగారు ఏడో అంతస్తులో చాలా డబ్బులు ఉన్నాయి అక్కడ కానీ మనం చేరి చేరితే ఆ డబ్బంతా మందేరా అక్కడ రాజభటులు ఎవరెవో ఎక్కడ కాపులు ఉంటారో నాకు తెలుసు కానీ వెళ్ళాలంటే మాకు చిక్కుముడి అంతా అక్కడ చేరుకోవడం ఇబ్బంది ఇక్కడి నుంచి మేము తాడేస్తాము నీకు ఆల్రెడీ తాడు మీద నడుస్తావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అనుకో ఇంత డబ్బు నీకు ఇచ్చేస్తాం నువ్వు చక్కగా జీవితాన్ని సాగించు మిగతా డబ్బులు వేసుకుని మేము వెళ్ళిపోతాం అని వాళ్ళంతా ఏం చేశారంటే ఒక ఒప్పందానికి వచ్చారండి హలే మరి ఒప్పందానికి వచ్చి ఒక రోజు మంచి ముహూర్తం పెట్టారు ఒక రాత్రి పూట అందరు నిద్రపోతున్నారు వేసారు తాడు వీళ్ళు తాడు వేయటంలో నేర్పరే కానీ నడవడంలో నేర్పరు కాదు ఈ తాడు వెళ్ళి ఆ ఏడో అంతస్తు పట్టుకుంది ఇప్పుడు ఏం చేశాడు ఈ యొక్క సర్కస్లో బాగా నడుస్తాడు ఆడితేరినాడు ఆడెక్కాడు ఆడెక్కిన తర్వాత అంటే టప్పట్లు కొట్టండి రా అంటాడు అరే తప్పట్లు కొట్టడం ఏందిరా ఇది దొంగతనానికి వచ్చావు ఏదైనా సర్కస్ ఏంటి ఇది ఇప్పుడు తప్పట్లు కొడితే అందరూ లెగుతారా బాబా అంటే తప్పట్లు కొడితే అడుగు కొట్టకపోతే అడుగు ముందుకు పడదురా అంటాడు హలే లోయ ఇప్పుడు తప్పట్లు కొడకపోతే అడుగు ముందుకు పడదు అంటాడు అరే అడుగు ముందుకు పడబోతున్న సంగతి తర్వాత ఇప్పుడు వాళ్ళు లేచారనుకో మనందరం వెనక లోప జైల్లోకి వెళ్దాం అంటాడు అబ్బాయి నాకు కుదరదు అబ్బాయి అంటాడు ఆడు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కావట్లా అంటే ఆ సర్కస్లో ఇప్పుడు ఆ తాడు మీద అది ఏది నడిపిస్తుందండి అతన్ని ఆ ఉత్సాహం నడిపిస్తుంది హలే లూయ సో చాలాసేపు అడుగున్నారు తప్పట్లు కొట్టడం మా నవల కాదురా మాకు డబ్బులు వద్దు ఏమొద్దు ఇప్పుడు ఆ దొంగతనం సాగ సంగత తర్వాత సంగతి ఇప్పుడు ఎవరన్నా లేచారని ముగ్గురిని లోపలేస్తారని ఎవరి దారి అటు వెళ్ళిపోయారు హలే లూయ మనం చాలా సందర్భాల్లో కూడా మంచి మంచి బట్టలు వేసుకెళ్తాం పెళ్ళిళ్ళకి హలే లూయ మంచి చీర కట్టుకుని మా అలా ఆయన మా ఇప్పుడు నా భార్య ఉందనుకోండి మంచి చీర కొనిపెట్టాను అనుకోండి పదేళ్ళు పెట్టి వాళ్ళ తమ్ము ఎవరింటికో పెళ్ళికి వెళ్ళింది ఇప్పుడు మా ఆవిడికి ఆనందం ఏంటంటే ఈ పదేళ్ళు చీర కట్టుకుంది కదా ఎవరన్నా అమ్మాయి చాలా బాగుంది చీర మీ ఆయన కొన్నాడా అని అనేంత వరకు ఇప్పుడు ఆమెకి భోజనం భోజనం వాళ్ళు అమ్మాయి భోజనానికి పిలిచినా భోజనం చేయదు ఎందుకంటే ఇప్పుడు ఈ పదేళ్ళు చీర మరి ఎవరన్నా కొంచెం పొగడాలి హలే లూయ పొగడటం అంటే మళ్ళా ధోని ఇక సోతతో సోతది ఎవరు పట్టించుకోలేదనుకో ఇక ఎట్టగో ఎవరి దగ్గరకో వెళ్ళి ఏదో మాటా మాట కలిపి బాగున్నావా మరి మీ ఆయన మీ ఆయన బాగున్నాడా మా ఆయన మొన్నే వచ్చాడు దుబాయ్కి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడని చెప్పి మాటకు మాట కలిపి ఇప్పుడేం చేస్తా తెలుసా నీ చీర చాలా బాగుంది అంటది మా ఆవిడ ఏమంటది మీ చీర చాలా బాగుంది ఇప్పుడు ఆమె కూడా ఏమంటది అదే ఉంటలే మీ చీర ఇంకా బాగుంది మీ ఆయన కొన్నాడా అంటది అదే మొత్తానికి మా ఆవిడకి రావాల్సింది వచ్చేసింది అప్పుడు మా ఆవిడ ఆనందం పట్లం హలేలు ఏంటంటే ఒక మనిషిని మార్చగలిగేది ఏంటంటే మన యొక్క మాట అండి మంచి మాట హలే లూయ మరి దేవుడు చెప్తున్నాడు కదా నీ మాటలు మరి మంచి మాట కాకపోతే మరి చెడ్డ మాటలు మన దూర మన ద్వారా వస్తున్నప్పుడు అది మనకి ఉరి అని కూడా దేవుడు చెప్తున్నాడు హలే లూయ తొందరపడి మాట్లాడేయటం సారీ అని చెప్పేస్తున్నారు అయ్యగారి మధ్య తిట్టాల్సిందన్నీ తిట్టేసి ఆఖరిలో సారీ చెప్తున్నారు అదొక సారీ అంటున్నాడు ఏమంటే ఏమంటున్నారంటే సారీ ఒక మాట కానీ దేవుడికి సారీ అనేది దేవుడి దగ్గరికి వెళ్ళగాని నువ్వు పలికిన ఈ చెత్తంతా దేవుడు వింటున్నాడు బాధపడుతున్నాడు హలే లూయా ఎందుకు తెచ్చుకోవాలి ఎందుకు మాట్లాడాలి అంటే మనము మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మనము మాట్లాడాలి హలే లూయా టైం చూసుకుంటా ఉంటాం మధ్యలో ఇంక ఇరవై నిమిషాలు హాలేలో ఇప్పుడు మనకి ధ్వని వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఒట్టి కొండ దగ్గరికి వెళ్దాం ఒట్టి కొండ ఇప్పుడు దేవుడికి అసలు ఒట్టి ఎవరికన్నా యుద్ధానికి వెళ్ళి ఎవరైనా కొట్టాలంటే ఊరిలో ముందు కర్ర కావాలి మరి యుద్ధం అంటే అవి కావాలి కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి ఒట్టి కొండను పట్టుకోమంటున్నాడు మరి తెలుసు కదండి మరి దేవుడు మరి మనము మనం దేంతో తయారు చేయబడ్డామండి మరి కుండ దేంతో తయారు చేస్తారండి మట్టితో మనము దేంతో తయారు చేయబడ్డామండి మట్టితోనే కదా అంటే కుండకు మరి సాదృశ్యం ఎవరండి మనము సో మనమందరం ఏంటంటే ఒట్టి కుండలం అలే లూయ మరి ఈ కుండలో మనము ఏదైనా నింపుకోవచ్చు అలే లూయ ఇప్పుడు ఈ కుండ నిండా నీళ్లు పోసామండి ఆ కొండ ఏమై ఏ కొండ అయిందండి ఆ కొండలో మరి నూనె పోసామండి ఏమవుతుందండి మరి నూనె కొండ ఇప్పుడు మనం ఈ కొండలో ఏది నింపితే ఈ కొండ అంటే మనం అది ఉంటుందండి అంటే నువ్వు మంచి నింపుకుంటే మనం ఎట్లా ఉంటాం మంచి కొండలాగా ఉంటాం మనము మరి చూడాలనేది చూస్తూ మనం చేయరాని పనులు చేస్తూ పాపపు పనులు చేస్తుంటే అది పాపపు కుండలాగా ఉంటుంది హలే లూయా మరి మన యొక్క జీవితాన్ని మనము చాలా మరి మనము పవిత్రంగా మరి ఒక మంచి ఆలోచనలతో ఒక మంచి మరి బుద్ధులతో మరి మంచి ప్రవర్తనతో మన కుండని ఎప్పుడూ మనము నింపుకుంటూ ఉండాలి హలే లూయ హలే లూయ ఒక కుండలో మజ్జిగ ఉందనుకోండి కుండ నిండా మంచి తెల్లటి మజ్జిగ ఉన్నాయి అనుకోండి మనమే ఒక కుండ మనలో మజ్జిగ అంటే ఒక మంచి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి ఒక మంచి తలంపులు ఉన్నాయి అనుకోండి ఒక చిన్న చెడు ఆ మధ్య కుండలో ఒక చిన్న విషపు పుట్టేయండి ఆ కుండ ఇప్పుడు దేంతో నిండిపోయిందండి విషంతో నిండిపోయింది విషపు కుండ అయిపోయింది అలే మరి మనలో ఒక చిన్న చెడు తలంపు వచ్చినా అదేమైపోతుందండి అది విషపకుండా మనం అయిపోతుంది అలే లూయ మరి అలాంటి కుండనండి మనం ఏం చేయాలి బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి అలే లూయ బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి హలేలుయ మన సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదహారు వచనం చదవండి అవును అవునమ్మా ఆగమ్మా ఆజ్ఞలను గైకున్నవాడు తనను కాపాడుకున్నవాడు తర్వాత ఏముందమ్మా తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉండేవాడు అజాగ్రత్తగా ఉండేవాడు సచ్చును అని ఉంది అలే లూయ ఇప్పుడు ఏం చెప్తున్నా తెలుసండి ప్రవర్తన అంటే ఈ కుండలో నీ యొక్క ప్రవర్తన అంటే ఈ నీ యొక్క ప్రవర్తన మంచిగా లేకపోతే సచ్చు సచ్చిపోని అంటుంది అల్లెలుయ్య పిల్లలందరూ కూర్చోాలి ఒక రెండు నిమిషాలు రాకరాక మేము ఊరు వచ్చానమ్మా ఇంకో ఊరు ఈ ఊరు మత్తగారు ఊరేనమ్మా అల్లెలుయ్య కూర్చో వాళ్ళందరూ బహు జాగ్రత్తగా ఇప్పుడు కొండ ఉంది కదా మనమే కొండ మరి కొండ ఏం చేసామంటే నీళ్లు పట్టాం కొండ నిండా మరి మన ఊరిలో నువ్వు ఎక్కడ ఉంటుంది ఇల్లు ఇక్కడ ఉంటుంది మరి నీళ్లు పట్టి ఇట్లా వయ్యారంగా తీసుకొచ్చామనుకోండి ఏమొద్దండి పగిలి అదే ఇతర కొండ అనుకోండి ఏమొద్ది చొట్టపడద్ది అదే ఈ కొండ అయితే పగిలిపోవద్ది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అక్కడ నీళ్లు నింపుకున్నప్పుడు అది మన ఇంట్లోకి వచ్చేంత వరకు మనం ఎట్లా ఉండాలండి బహు జాగ్రత్తగా ఉండ ఎందుకంటే లేకపోతే అది ఏమైపోతుంది పగిలిపోతుంది మరి ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తుంది మరి కుండ అంటే ఎవరండి కుండకు సాదృశ్యం మనమే మనమందరం మట్టి ద్వారా చేయబడ్డాం మరి మన ప్రవర్తనలో లోపం అజాగ్రత్తగా మనం వహించిన అంటే కుండని మనం కొంచెం అజాగ్రత్తగా పట్టుకుని మనం ఇద్దరిని తగలరాని చోట ఏ గుమ్మానికో తగిలినా అది పగిలిపోతుంది అట్లానే ఇక్కడ కొంచెం అజాగ్రత్తగా మన జీవితాల్లో మన ప్రవర్తన కానీ మనము మాట్లాడే విధానంలో కానీ మనము బ్రతికే విధానంలో కానీ ఏ కొంచెము అజాగ్రత్త వచ్చినా అది ఏమైపోతుందండి పగిలిపోతుందండి హలే లూయ మరి దేవుడు కృపను బట్టి మేమైతే రెండు వేల నాలుగో సంవత్సరం అండి ఒక బొంబాయి నగరంలో బొంబాయి నగరంలో నేను వివాహం చేసుకొని అన్యుడిగా ఉండి మరి నేను చాలా గొప్ప చాలా విగ్రహారాధు విగ్రహారాధకుడండి నేను చాలా పూజలు చేసుకునే వ్యక్తిని సామాన్యంగా మొండోని నేను ఏది చూస్తే కానీ నమ్మే వ్యక్తిని కాదు ఒక సాయంత్రం పూట ఒక సాయంత్రం పూట ఒక స్త్రీ ఒక చెల్లి వచ్చి ఈ యొక్క ప్రభు గురించి చెప్తున్నప్పుడు నేను వాదిస్తున్నానండి ఏం వాదిస్తున్నానంటే మా దేవుడు గొప్పోడు అని ఆమె చెప్పినప్పుడు అయ్యా దేవుడు గొప్పోడు అని ఆమె చెప్పినప్పుడు మా దేవుడు గొప్పవాడేనమ్మా నాకు ఇంత జీతం వస్తుంది మా కుటుంబం ఇది నా భార్య ఇది నా పక్కన నా మా భార్యను చూపించేది తెల్లగానే ఉందిగా మంచి పిల్లని వచ్చిందిగా మా దేవుడని అన్యాయం చేశారు నాకేమన్నా అంటే రంగును బట్టి కాదు కానీ ఆ వయసులో నాకున్న ఆలోచన అంటే చూస్తారు కదా అత్తలు వెళ్ళి ఈమె నల్లగా ఉన్నా తెల్లగోడలు కావాలి కదా అట్ట చూస్తారు కామన్ అది మనం ఎట్టా ఉన్నా వచ్చేవాళ్ళు మాత్రం వంద చూస్తాం మనం హలే లూయ మరి నేనేంటంటే అప్పుడున్న మరి దేవుడు మేలంటే మరి మా దేవుడు మంచి పిల్లాన్ని ఇచ్చాడు కదా అంట నేను మరి మంచి ఉద్యోగం అంటాను నేను ఇక నా ఆమనుకుంది తెలిసినోడితో వాదించవచ్చు తెలియనోడితో వాదించవచ్చు ఇప్పుడు అటు ఇటు కాకున్నట్టు ఉన్నాడు ఈడు మూర్ఖుడు అని వెళ్తా వెళ్తా ఒక మాట చెప్పింది అన్నయ్య వెళ్ళిపోతాలే కానీ చిన్న ప్రార్థన చేయనా ఉంది నేనేమన్నాను సరే ఎట్టాగా వెళ్ళిపోతున్నా కదా ప్రార్థన చెయ్యమ్మా అని అన్న అన్నప్పుడు నేను కళ్ళు మూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకు ఒక్కటే ఒకటి కనిపిస్తుందండి ఒక వ్యక్తి శిలువను మోస్తూ రక్తం కారుస్తూ ఆ శిలువను మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆ సిలువలో ఆ మనిషిని పెడుతున్నాడు ఆ మనిషి ఎప్పుడైతే ఆ సిలువని పెట్టి మేకులు కొడుతున్నారో ఎదురు ఉన్న స్త్రీ ఏడవడం మొదలు పెట్టేసింది ఆమె చాలా యవనస్తురాలు ఒక ఇరవై ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు ఉంటాయి అలే లూయా ఆమె ఏడుస్తున్నప్పుడు ఒక పక్కనేమో నేను ఇది చూస్తున్నాను ఒక పక్కన ఆమె ఏడుస్తుంది ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు ఆమె ఏడుస్తూ ఏడుస్తూ నేను ఏదైతే చూస్తున్నానో ఆమె చెప్తుంది అన్నా నువ్వు చెప్పావు అన్న ఇది నీది అన్న దేవుడు గురించి నువ్వు చెప్పావు అన్న అన్న నీకు ఏది ఉన్నా ఈ భూమి మీద ఏది లేకపోయినా నీ పాపాలు కడగబడాలన్నా నీ పాపాలు కడగబడాలంటే ఈ రక్తంలో నువ్వు తడవబడాలన్నా ఈ రక్తంతో నువ్వు పంచుకోవాలన్నా అన్న ఈ రక్తం యొక్క విలువ ఇదన్నా అని నాకు దేవుడు ఏదైతే సిలువ కలువరు దర్శనం చూపిస్తా చేస్తున్నాడో ఆ చెల్లి ఏడుస్తూ చెప్తున్నప్పుడు నేను అప్పుడు దాకా అరిసినోని కరిసినోని ఏం చేయాలో అర్థం కాక నా బాడీ నా కంట్రోల్లో లేదు నేను అట్లాగే చూస్తున్నాను ఆ పాప ఏడ్చి ఏడ్చి ఏడ్చి అన్న ఒక్కడే మాత్రం నిజమన్నా ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్నా అని చెప్తున్నప్పుడు నేను కళ్ళు అట్టాగే చూస్తున్నా కామాలో ఉన్నవాడికి తెలుసా ఆడు కళ్ళు సొత్ ఆడు కళ్ళు తెరిసే ఉంటాడు కానీ అడిగి ఏం జరుగుతుందో తెలియదు ఇంచుమించు నా పరిస్థితి కోమాలోకి వెళ్ళిపోయినట్టే ఇక అప్పుడు దాకా అరిసినోని కరిసినోని అటాగే సొత్త నా అమ్మ ఏం చెప్తుందో ఒక్కడ మాత్రం అర్థమవుతుంది అన్నా ఈ దేవుడు గొప్పవాడు అన్న నీ పాపాలు క్షమిస్తాడన్నా అన్న నిన్ను నేను ప్రేమిస్తున్నాడా అని అన్నప్పుడు నేను అట్లాగే చూస్తున్నా చూస్తున్న తర్వాత నాకు నోట్లోంచి మాట రావట్లా కహేపుడిగా అమ్మ వెళ్ళిపోయింది హలే అప్పుడు నేను ఆలోచించడం మొదలుపెట్టాను అప్పుడు దాకా నేను ఏం మాట్లాడుతున్నానండి జగన్ గారు స్కోడా కారు వేసుకొచ్చారు లేదా జగన్ గారు ఇంట్లో ఉంది అది ఆశీర్వాదం అనుకుంటున్నానండి ఒక ధనం ఉంటే ఆశీర్వాదం ఒక డబ్బు ఉంటే ఒక ఇల్లు పెద్ద ఇల్లుంటే ఆశీర్వాదం ఇదన్నీ ఉంటే నాకు చాలు ఈ జీవితానికి అనుకుంటున్నా కానీ నిజమైన ఆశీర్వాదము నువ్వు యొక్క పా నీ పాపాలు క్షమించబడి నీ పాపాలు క్షమించబడి ఆయన దేవుడితో నువ్వు సంబంధం కలిగి మనం ఎప్పుడైతే జీవించాలో అదే ఒక గొప్ప ఒక వరము ఒక అదే ఒక మన యొక్క స్థాయిని స్థితిని చెప్పొద్దు ఈ భూమి మీద నేను ఆ రోజు నేను అర్థం చేసుకుంటున్నాను అలే లూయ అంతకు ముందు నా మాట్లాడుతున్న ఉద్యోగం నా డబ్బు నా ధనం అది మాట్లాడుతున్నాను అలే లూయ అప్పుడు నేను వట్టి వాళ్ళలాగా అయిపోయాను ఆ నిమిషంలో నేను ఆలోచిస్తున్నాను నా ఇప్పుడు దాకా నేను ఇట్లా బతికాను నేను బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాను దాంట్లో ఏమి నింపుకోవాలో చెప్తున్నాడు జారత్వం వద్దు నాయన ఒక స్త్రీతో కలిసి ఒక మనం చూస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఈ కుండలో ఏది నింపుకోవాలి ఆ దేవుడు చెప్తున్నాడు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉండాలి నీ దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు నీలో ఉన్న గర్వము నింపుకుంటావా నువ్వు ఏది నింపుకుంటున్నావో అక్కడ దేవుడు చెప్పాడు ఏది నింపుకోవచ్చో దేవుడు చెప్పాడు ఏది నింపుకోకూడదో చెప్పాడు హలే లూయ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఏది నింపుకోవాలి ఏది నింపుకోకూడదు ఒక అందమైన స్త్రీ నీ ముందుకు వచ్చినప్పుడు ఎవరి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఏది నింపుకోవాలి ఏది నింపుకోకూడదు పది మంది కూర్చోన్నారు అక్కడ అది పవిత్రమా అపవిత్రమా అక్కడ కూర్చోవచ్చా కూర్చోకూడదా ఆ కుండలో నింపుకోవచ్చా నింపుకోకూడదా అది దేవుడు చెప్తున్నాడు హలే లూయ మరి అవన్నీ చెప్తున్నాడు దేవుడు అవన్నీ నేను బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు నాలో ఒక ఉప్పొంగం ఒక ఉప్పొంగి ఆనందం ఒక తన్మయం వచ్చి ఒక రోజు నేను అనుకున్నాను దేవా ఇంత మంచి దేవుడు అయినా నువ్వు ఇరవై ఏడు సంవత్సరాలకి తెలుసుకున్నానయ్యా ఇప్పటికీ ఆలస్యమైనది ఏదేమైనప్పటికీ నేను ఒక్కడి చేస్తానయ్యా నేను ఎక్కడైతే నేను పూజలు చేశానో ఎక్కడైతే నేను గుళ్ళకి వెళ్ళానో ఎక్కడో అక్కడో మహిమ పడిస్తే కాదయ్యా ఎందుకంటే నా యొక్క బలహీనతలు బలాలు మా ఊరోళ్ళకే తెలుసు మా ఊర్లో నిలబడడం అంటే మామూలు పద్ధతి కాదు కానీ నీ కోసము నేను మా ఊరు మధ్యలో ఉండి నిలబడతానయ్యా అని ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాను హలే లూయ అంటే నేను ఏమి చేస్తానో నాకు తెలియదండి నా హృదయం ఉప్పొంగింది నాలో ఉన్న ఆనందంతో నాకు వచ్చిన మాటలు అవి నేను చర్చ కడతానా లేకపోతే అక్కడ ఉండి నేను ఏదన్నా దేవుడికి సంబంధించిన వాక్యాలు పంచుతానా నేను ఏం చేస్తానో నాకు తెలియదండి నాలో వచ్చిన ఉబికిన ఆనందం ఆనందం మరి దేవుడు కృపను బట్టి అచ్చిదానిని బట్టి దేవుడు ఒక సందర్భం దర్శనం ఇవ్వటము ఒక మందిరాన్ని నేను నిర్మించుకోవడం జరిగింది హలే లూయ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కుండలో నాకు తెలిసినంత వరకు కొండ మీద మూతేస్తాం కానీ బయట నుంచి ఏమవుద్దండి కొంచెం కొంచెం గాలి దుమ్ము పడతా ఉంటుంది అప్పుడు మనం ఏం చేసుకోవాలి పొద్దున్నే లెగిసి తుడుచుకుంటూ ఉండాలి వదిలేయకూడదు ఇప్పుడు చర్చ్ ఉందండి ఈ చర్చిని మో ఇప్పుడు మనము బయట దుమ్ము వస్తుంది కానీ అన్ని తలుపులు వేసి పెట్టి పది రోజులకు తీయండి మనకేం కనపడద్ది బూజు దుమ్ము కనపడుద్ది ఆ విధంగా నా కుండలో ఏదైనా ఉందేమోనని ప్రతిరోజు నేను దానిని శుభ్రం చేసుకుంటూ మళ్ళీ ఏదైనా ఒకటి పడ్డా పడొచ్చండి ఇవాళ మనం వెళ్ళిపోతూ ఉంటాం ఈ యొక్క లోకపరమైన దాంట్లో ఇవాళ ఎట్లా ఉందంటేనండి నేను అనకూడదు కానీ అయ్యగారు మరి చెప్పొచ్చో చెప్పకూడదని నాకు తెలియదు అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి మరి ఇక్కడ ఇక్కడికి వచ్చేవాడిని పామర్ సెంటర్ కారు వేసుకుని ఒక పెద్ద వాల్ పోస్టర్ ఉండేది నీ పేర్లు చెప్పను కొబ్బరికాయల పండగ అట్టిపళ్ళు పండగ ఏంది పండగలు ఏంటి బైబుల్ ఎక్కడ కనిపించలా అని నేను చూస్తూ ఉన్నాను నీ మధ్య కనిపించట్లా ఇప్పుడే చూసేవాడిని ఉందా అండి కనిపించలా మరి అటు తిరిగితే ఇటు తిరిగితే నేను ఇంకొకరు ఎవరిని గుద్దుదన్న నాకెందుకు వచ్చిందని ఇటు వచ్చేసాను నేను ఎందుకంటే లోకపరమైన ఎట్లా ఉందంటేనండి మనకు మనకే తెలియకుండా మన కొండలోకి ఏమొచ్చేస్తుంది దుమ్ము దూలి వచ్చేస్తుంది హలే లూయ అది మనం ఏమనుకుంటున్నామంటే అది కూడా అది మనం ఉన్న ప్లేస్ మంచిదే అనుకుంటున్నాం అది అంత అది ఇతను కూడా మన సహోదరుడే ఈ దైవజనుడు ఇదే ఈ చర్చి ఇదే అని అనుకుని మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడ కూర్చోకూడదు ఎక్కడ వెళ్ళకూడదు వెళ్ళి మళ్ళీ తిరిగి ఎక్కడ చేరుతున్నామంటే ఆ చొట్టబడిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం మళ్ళీ జాజిగారే గారే ప్రార్థన చేయాలి మీ అందరి కోసం హలే లూయా ఇట్లా ఉండకూడదు ఒక మొక్క పెట్టినప్పుడు ఎట్లా ఉండాలో తెలుసండి ఒక మొక్క పెట్టారు ఇవాళ ఇవాళ శశి కదా సాజి సజీ సజీ ఒక మొక్క పట్టుకొచ్చాడు ఆ మూల పెట్టాడు ఇలా జాజి గారు చూస్తున్నాడు అరే మా అబ్బాయి నేను చేయలేని పనులు చేస్తున్నాను మేమంటే పాతకాలం మనుషులు కొబ్బరి కొబ్బరి అంటే కొబ్బరి చెట్లు అంటే ఇష్టం నేను కొబ్బరిగా కొబ్బరి చెట్టు కనబడుతుంది ఎదురుగుండా కొబ్బరి చెట్టు పెట్టాను సాజీ మంచి మొక్క తెచ్చాడు నేను చేశాడు ఆ మూల పెట్టాడు రెండో రోజులు చేశాడు సజీ ఈ మూల ఉంటే బాగోలేదని ఇంకొంచెం ఆ మొక్క పక్క ఏం చేశాడు ఆ మొక్క పీకేసి ఈ పక్కన పెట్టాడు ఒక పది రోజులు అయిన తర్వాత ఇక్కడ కూడా బాగోలేదని ఆ మొక్క పీకి ఏం చేశాడు ముందు పెట్టాడు ఇప్పుడు చెప్పండి నా మొక్క సస్తత బతుకుద్దా మన క్రైస్తవ జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి ఏది నింపుకోవాలో తెలియదు ఎక్కడ కూర్చోవాలో తెలియదు ఈ ఒక ఇక్కడో గంతు అక్కడో గంతు ఇంకో గంతు హలే లూయ ఇట్ట అయిపోయింది హలే లూయ కాసేపు ఈ ఈ సంఘం రెండో రోజు ఆ సంఘం ఇంకో సంఘం ఇంకో సంఘం ఇప్పుడు మనం ఏమైపోతున్నాం చచ్చిపోతున్నాం బతుకుతున్నాం హలేలు ఒక దగ్గర మనం నిలబడ్డామంటే నండి మనం నమ్మకం నమ్మకం ఒక నమ్మకాన్ని మన కుండలో నింపుకోవాలి నాకు ప్రసంగం ఇవ్వాలి కానీ అయ్యగారు సాయంత్రం వరకు చెప్తా ఈ ఒక్క అంశం మీద తీసుకుని ఇప్పుడు ఇచ్చిన టైంలో నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో వెనక్కి ముందుకు ముందుకు వెనక్కి మొత్తానికి వెళ్తుంది ప్రసంగం అయితే హలే లూయ నాకు ఒక గిన్నె గంట సేపు అయినా కావాలి నేను చెప్పి ఉండాల్సింది నాకు టెన్షన్ వచ్చేస్తుంది టైం ఎందుకంటే కొత్త కొత్త పెళ్ళి కూడా ఎట్ట ఎట్ట ఉంటుంది మీకు తెలుసు కదా పెళ్ళైన తర్వాత అన్ని తండ్రి చెప్తూ ఉంటాడు మా పరిస్థితి అట్లాగా ఉంది హలే లూయ మరి ముందు చెప్పు ఉండాల్సింది అయ్యా నాకు ఇంత సమయం కావాలని టెన్షన్ వస్తుంది కొంచెం భరించండి ఒక పది నిమిషాలు అటు ఇటు ఆయన హలే లూయ సో ఒక నమ్మకాన్ని మనం నింపుకోవాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే నువ్వు ఒక దైవం దైవదాసునిగా నమ్మకం ఉంటావో నువ్వు దేవుడికి కూడా నమ్మకంగా ఉంటావు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ మాట్లాడదాం అది మనం నింపుకోవద్దండి హాలే లూయ ఇంకా నాకు ఐదు నిమిషాల టైం ఉంది కాబట్టి ఈ కుండను పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కుండలో ఉన్న ఏముందండి దివిటి ఉంది ఇప్పుడు ఈ దివిటిని చూడాలనుకోండి మనం కొండలో దివిటి ఉంది మనం చూస్తామా చూడలేం అది ఎప్పుడు చూస్తామండి ఆ కుండలోంచి బయటకున్న తీయాలి లేకపోతే కుండని పగలగోచాలి అలే లూయ అంటే కుండ పగిలితే కానీ ఆ యొక్క లోపల ఉన్న వెలుతురుని మనం చూడలేం ఆ కింద దేవుడు చెప్తాడు ఆ కుండని పగలగొట్టమంటాడు దేవుడు హలే లూయ ఇక కుండను ఆత్మీయంగా చూసుకుంటే మనం కదంటే మనం ఏం చేయాలండి పగలాలి హలే లూయ మనలోకి పగలాలి హలే లూయ మనలో ఉన్న కుండ పగలాలి మనలో ఉన్న విషము పోవాలి హలే లూయ ఒక చిన్న గుర్తుకొచ్చింది ఒకటి చెప్తే ఎలీషా గారు ఉన్నారు కదండి వారి శిష్యులకు చెప్తాడు ఒక ఆకలి వేసినప్పుడు అరే ఒక పెద్ద కుండ తీసుకుని భోజనాన్ని సిద్ధం చేయమంటాడు అలా శిష్యుడు వెళ్తాడు ఏదైనా సిద్ధం చేద్దామని అక్కడ అన్నీ ఏముంటాయండి ద్రాక్ష తీగలు ఉంటాయి ఈ కంగారులు మంచి ఆకలి మీద ఉండుంటారు వీళ్ళందరూ ఈ ఆకులు కోసేసాడు మొత్తాన్ని కోసేసి ఏం చేశాడు ఆ కొండలో వేసేసాడు వండేశాడు మరి వండే ముందు అంటాం కదా మటన్ వేసే ముందు చికెన్ వేసే ముందు అమ్మాయి ఉప్పు చూడు అంటాం కదా మరి ఎవరు ఉప్పు చూసారు ఏందో నాకు తెలియదు కానీ నేను నా చెప్పా కదా కొంచెం చూపు తప్పు చేశాను కలదోడు ఎక్కడ ఉంది మొత్తానికి ఏలిషా గారికి చెప్తున్నాడు అయ్యా ఇది విషంతో కూడుతున్న ఆహారం అని చెప్తున్నాడు మరి ఏంటి తెచ్చేవారు అంటే అయ్యా అక్కడ చూడటానికి అన్నీ ఒకలాగే కనిపించినాయి మరి కోసేటప్పుడు ఒకవేళ ఇది విషము ఆకులు విషపు తీగలండి తె ఎవరన్నా తీసుకొస్తారా ఇవాళ నేను చెప్పాను కదా పరిచర్య అంతా ఎట్లాగుంది అది మంచిదే అన్నట్టుండి జనాలు ఇక్కడ అక్కడికి గంతులేస్తున్నారు హలే లూయ అంటే మనకి ఏది ఉండాలండి గ్రహింపు ఉండాలి మనకి ఏది ఉండాలండి విజ్ఞానం ఒక వివేచన జ్ఞానం ఉండాల మరి అతనికి ఆ టైంలో ఆ యొక్క ద్రాక్ష ఆకులు కోసేటప్పుడు అతనికి అంతా ఒకటే లాగా కనిపించింది కానీ పాడు ద్రాక్షను తీసుకొచ్చి అది విషమైంది ఆ విషాన్ని ఇప్పుడు ఎట్లా విరిగిందండి ఆ ఎలీషా గారు ఏం చేశారంటే దానిలో ఒక పిండి పిండిని పోసినప్పుడు ఆ యొక్క విషమ ఆహారము మరి అది మంచిగా మరి ఇక్కడ పిండి నలిగిన పిండి ఎవరండి మన కోసం నలగబట్టింది నలగబ నలగబట్టుబడిన వారు ఎవరండి మన ప్రభు ఏస్తు అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు మనలోకి ఈ విషమ కుండలోకి వస్తాడో మనం ఎట్లా మార్చబడిపోతున్నామండి పవిత్రంగా మార్చబడుతున్నాం అంటే నల్లగ కొట్టేయబడిన క్రీస్తు ఎప్పుడైతే మన మధ్యలోకి వస్తున్నా మనలోకి వస్తున్నాడో మనలో ఉన్న విషము మరి మధురంగా మార్చబోతుంది మనం ఆ పిండిని ఆ క్రీస్తును మనం కలిగి ఉండాలి హలే లూయ ఆ ఎప్పుడైతే మనం ఆ క్రీస్తు మనలోకి వస్తాడో ఆ కుండ పగలగొట్టబడుతుంది మనలో ఉన్న కాఠిన్యము పగలగొట్టబడుతుంది మనలో ఉన్న ఆ రాతి హృదయము పగలగొట్టబడుతుంది హలే లూయ ఎప్పుడైతే పగలగొట్టబడుతుందో పక్కవారు ఈ గ్రామస్తులు ఏం చూస్తారు తెలుసండి మనలోని వెలుగును వారు చూస్తారండి అదే మన సాక్ష్యము అదే మన సాక్ష్యం అండి హలే లూయ ఆ వెలుగు నీకు కనిపించాలంటే నీలో వెలుగు ముందు నువ్వు నల్లగా పగలగొట్టబడాలి నువ్వు పగలగొడితేనే ఆ కుండలో ఉన్న ఒక దివిటి ఏం చేస్తుందండి మరి మరి యొక్క ప్రకాశవంతమైన వెలుతురు ఆ వెలుతురుకు సాదృశ్యం ఎవరండి దేవుడు అలేలుయ మనలో ఉన్న కుండ పగలగొట్టినప్పుడు మనలో ఉన్న దేవుడు ఇతరులకు మనకు కనిపించాలండి వెలుగు మరి వెలుగు అనేది ఎంట్లో పది మందికి దారి చూపించేది వెలుగు ఎప్పుడైతే ఆ నీలో ఉన్న ఆ వెలుగును మరి నీ ద్వారా నీలో ఉన్న వెలుగు ద్వారా అనేక మంది ఆస్వాదించబడాలి నీలో ఉన్న వెలుగు ద్వారా అనేక మంది మరి మంచి మార్గంలో వెళ్ళబడాలి ఇంకొకటి అర్థం ఉందండి సంఘ యొక్క యొక్క దివిటి ఏం చెప్పాడంటే ప్రభు దివిటి పెట్టమన్నాడు దివిటి అంటే తెలుసు కదండి మన గ్రామాల్లో చేస్తాము కొంచెము ఇంత దూది తీసుకుని కొంచెం కొంచెం కొంచెం అంత అనేకమైన దూదుల సమూహమే ఈ యొక్క దివిటీ దివిటి అంటే ఒక దివిటీ కాదండి ఇది అట్లాగే దివిటీ అంటే ఆత్మీయ అర్థంగా ఒక సంఘం అండి మీలో ఉన్న ప్రతి ఒక్కరు వెలిగించబడి మీలో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక దగ్గరికి చేర్చబడి అది అంటించినప్పుడు ఆ వెలుగు ఎట్లా ఉంటుందండి గొప్పగా ఉంటుంది అదే ఒక్కొక్కళ్ళు దూరం దూరం ఒక్కొక్క ఆ దివిటిలో ఉన్న దూది కొంచెం కొంచెం విడివిడిగా పెడితే అది వెళ్తురు ఉండదండి అది మొత్తము తీసుకొచ్చి సంఘముగా ఒక దగ్గర కూర్చున్నప్పుడు మనం ఒక దగ్గర మరొక సంఘానికి మనం ఒక ఒక దగ్గర చేర్చినప్పుడు అది వెలిగించినప్పుడు అది సంఘానికి వెలుగుగా ఉంటుంది ఆ గ్రామానికి వెలుగుగా ఉంటుంది ఆ దేశానికి మనం వెలుగుగా ఉంటుంది మనం అందరము మనము ఒక దగ్గర చేర్చబడాలి మనలో ఉన్న ఈ వెలుగు ద్వారా అనేక మంది మరి ముందుకు వెళ్ళబడాలి హలే లూయ మరి అతి సంఘంగా మీరందరూ ఉండాలని కరెక్ట్గా ఒకటిన్నరకు ముగించేశాను హలే లూయ అట్టి గొప్ప సంఘముగా అట్టి గొప్ప దివిటీగా ఈ యొక్క సంఘము నిలబడాలని హలే లూయ ప్రతి ఒక్క ఆత్మ వెలుగుతూ ఉండాలని హలే లూయ మీరందరూ వెలిగి ప్రకాశంగా ఉండి మిమ్మల్ని బట్టి మరి ఒకరు మిమ్మల్ని బట్టి మరి ఒకరు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయండి తప్పు లేదు అవి వస్తూ ఉంటే చిన్న చిన్నవి మనం పట్టించుకోవద్దండి ఒక్కటి చెప్తున్నానండి నేను యేసు ప్రభుల్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటి తెలుసండి మనము ఇతరులని ప్రేమించాలంటే దేవుడు ఒక వాక్యం చెప్పాడండి అది ఒక్కటే నేను వెళ్తాను దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి తెలుసండి ఇతరులని మనము ప్రేమించడం హలే లూయ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను మనం నాటుకోడి కూర తెచ్చుకున్నాం నాటుకోడి నాటుకోడి అంటే మామూలు కోళ్ళ కంటే కొంచెం శ్రేష్టం అది అల్లుళ్ళు వచ్చినప్పుడు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు వండుతారు ఈ ఊర్లో నాటుకోడి అయిపోతుంది ఐదు నిమిషాలు ఉప్పు కూడా చూసి దించబోతున్నారు ఎవరో పక్కంటి అమ్మాయి వచ్చింది ఏదో పని మీద అక్కాయ్ కొంచెం పని మీద వచ్చాను ఏదో సమస్య చెప్పుకోవడానికో పందారు అయిపోయిందో బెల్లం అయిపోయిందో ఇప్పుడు మీరేం చేస్తారో నాటుకోడి కొంచెం అక్కడే దించి తీసుకురాబోతున్నారు అంత దూరంలో ఉంది చూసి మూసి పెడ మూత పెడతారా లేకపోతే అక్కడ ఉండి నేనే వస్తున్నా మళ్ళీ వాసన ఎక్కడ దగ్గర లోపలికి వస్తుందో ఎక్కడ పెట్టాల్సి వస్తుందని మనం బయటకు వచ్చి మాట్లాడతామా ప్రేమ అంటే ఏంటి తెలుసా నీ బైబిల్ నేర్చుకున్నాం నేను నేర్చుకున్న ప్రేమ అయితే మీరు నాకు తెలియదు మళ్ళీ నేను వచ్చేది ముళ్ళు నుంచి నా డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది కానీ నేను నేర్చుకున్న ప్రేమ నాకు మొక్కున్నా లేకపోయినా నా తోటి వారిని ప్రేమిస్తా ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తా అంటున్నాడు నా ఇంటికి దేవుడు ఏ రూపంలో వస్తాడో నాకు తెలియదు నా ఇంటి పక్క ఆమె రూపంలో వచ్చాడేమో ముందు ఆమెకి భోజనం పెట్టిన తర్వాత నేను భోజనం చేస్తా నేను బైబిల్ గ్రంథంలో నేర్చుకున్న ప్రేమ ఇదండి హలే నా దేవుడు ఇదే చెప్తున్నాడండి ప్రేమ అంటే ప్రేమ అంటే ఇదేనండి ప్రేమ కనిపించదండి బయటికి ప్రేమ చెప్పుకుంటే రాదండి ప్రేమ ఎప్పుడు తెలుసదండి మనం చనిపోయే ముందు ఒక్క నిమిషం ముందు మనకు కనిపించేది మనం చేసిన మంచి పనులే మన కళ్ళ ముందు కనిపిస్తాయండి ఎవరు పొగిడారు ఎవరు తిట్టారు అనేది రాదండి అలే లూయ ఈ ప్రేమ ఏంటండి అదే దేవుడు చెప్తున్నారు ప్రేమించడం అంటే అదే అండి అలే లూయ మన ప్రేమకి నిస్వార్థమైన ప్రేమ ఉండాలి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి షాజీ గారిని పొగిడితే వచ్చే వారం మళ్ళీ వచ్చే సంవత్సరం పిలుస్తాడు రెండు మాటలు నేను తిట్టాను అనుకోండి పొరపాటున జాజి గారికి నేనంటే అభిమానం ఉండి అప్పుడేదో కొంచెం రెండు మాటలు బాగానే చెప్పినట్టు ఉన్నాడు ఈ సంవత్సరంలో జగన్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు జగన్ గారు మళ్ళీ పిలుద్దామా అంటే సరే నాన్న నేను ప్రార్థన చేసుకుని చెప్తా అంటాడు ఇక నేను ప్రార్థన చేసుకుని చెప్తానంటే ఇక అయినట్టే నాకు తెలిసిన ప్రకారం హలో లూయ ఒక పాస్టర్ గారు నీ మధ్య పిలిచా మా అబ్బాయి పుట్టినరోజు వచ్చే వారం రండి అంటే నేను ప్రార్థన చేసుకుని చెప్తా అన్నాడు ఇక ప్రార్థన చేసుకుని చెప్తానంటే ఇక నేను రాడనుకుని నేనేం చేశానంటే శనివారం ఫంక్షను సరే నేను ఎట్ట రావడం శుక్రవారం నేను టికెట్లు బుక్ చేస్తున్నా వేరే ఊరికి శుక్రవారం మధ్యాహ్నం నా ఫోన్ వచ్చింది పాస్టర్ గారు వస్తారంట అన్నాడు వారి దేవుడు నీ పాస్టర్ గారు వచ్చింది ఇప్పుడు నేను ఉండలేదురా నాయన అదేదో అప్పుడే చెప్తే బాగుండేది కదా ఏముంది ఒక ఇంటి పుట్టినరోజు దానికి ఏం ప్రార్థన అండి ఇవాళ అట్లా ఉందండి విజ్ఞానము వివేచన లేదు మన కుండలో ఏది ఉండాలో తెలియదు ఏది ఉండాలో తెలియదు ఒక మంచి కార్యానికి ఏంటి ప్రార్థన చెప్పండి ఏదైనా కొత్త ఊరు వెళ్తుంటే దారి తెలియకపోతే దేవా నాకు దారి తెలియదు పగలు వెళ్ళాలా రాత్రి వెళ్ళాలా ఇది కార్యక్రమం కాసేపు ప్రార్థన చేసుకోవడం అర్థం ఉంది కానీ హలే మనము భక్తి కలిగిన విశ్వాసము భక్తి మనమైన భయము భక్తి జ్ఞానం కలిగిన భక్తి చేయాలండి ప్రతి చిన్న విషయానికి అలిగిపోవటం ప్రతి చిన్న విషయానికి మనం విసుక్కోవటం ఉండకూడదండి మరి రింగు రోడ్డు తిరిగి తిరిగి విజయవాడ రోడ్లోకి వచ్చానని నేను ఆశపడుతున్నాను ఇక మనం ప్రయాణం చేద్దాము మరి మీరందరికీ మరి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన మరి సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి నేను ముగించుకుంటున్నాను హలో